సమస్త ఘనత మహిమ ప్రభావం ఏసైకి చెల్లినగాక కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరం చెల్లిస్తున్నాం కృతజ్ఞతతో స్థుతి పాడేదాన దాన్ని పాట పాడచ్చు దేవుని మహిమపడతాం అందరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం హృదయముతో స్తుతి పాడేదా నా యేసునాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పా ना చెప్పలు కొడదాం ప్రభు యేసు క్రీస్తుని విశ్వసించిన అనునిత్యము నీ పాఠశాల ప్రకృతి నీ వరకు ప్రసాదించు

Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah.